దేవుని శక్తిగల నామానికి మహిమ కలుగును గాక ఈ మిషనరీ ప్రొఫైల్స్ అనేటువంటి కార్యక్రమము మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతూ ఉన్నాను ఈ మిషనరీ ప్రొఫైల్స్ అనేటువంటి కార్యక్రమంలో ప్రారంభంగా రెండు వీడియోల్లో కూడా క్రైస్తవ సంఘము ఎట్టి హింసలు ప్రతికూలతలు ప్రారంభ దిశలో లేకపోతే మొదటి శతాబ్దంలో ఎదుర్కొంటూ వచ్చిందో అవి మనము చాలా క్లుప్తంగా మనము కొన్ని విషయాలు మాత్రం ధ్యానించుకున్నాం అయితే మిషనరీస్లో ప్రారంభముగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది కూడా మరి ముఖ్యంగా ఎవరిని అంటే అపోస్తులనే అందులో మొదటిగా మనము ప్రారంభముగా అపోస్తులైనటువంటి పేతురు అలాగే అపోస్తులైనటువంటి పౌలు యొక్క వారి జీవితాన్ని చాలా క్లుప్తంగా కొన్ని నిమిషాల్లో మనము ధ్యానించుకుందాం రోమపట్టణంలో అనేక మంది క్రైస్తవులు హింసించబడ్డారు అనేక మంది హతమార్చబడ్డారు అని మనము గడిచిన వీడియోలో చూసాం అయితే చరిత్ర నేర్పించేది లేకపోతే సంఘము నమ్మేది కూడా ఏమిటి అని అంటే ఈ అపోస్తుడైనటువంటి పేతృ అలాగే అపోస్తుడైనటువంటి పౌలు ఇరువురు కూడా ఈ రోమాలో హతమార్చబడినటువంటి వారిలో వీరిరువురు కూడా ఉన్నారు వారు కూడా హతసాక్షులయ్యారు క్రీస్తు కొరకు అనేది సంఘము విశ్వసిస్తుంది అయితే వారిరువురు రోమాపట్టణంలో హతమార్చబడ్డారనేది సంఘం విశ్వసిస్తున్నప్పటికీ కూడా దానికి పూర్తి ఆధారాలు అయితే లేవు పేతురు మనకు తెలుసు హేరోదు యొక్క హింసకు శ్రమలకు గురై తాను చెరసాలలో వేయబడి అక్కడి నుంచి ఏదో రకంగా తప్పించుకుని అక్కడి నుంచి రామాపట్నానికి చేరుకున్నాడు అని మనము నేర్చుకుంటాం అయితే రోమాలో కట్టబడినటువంటి సంఘము రోమాలో ఉన్నటువంటి సంఘము ఈ పేతురు చేతే కట్టబడింది అని మరికొందరు విశ్వసిస్తూ ఉంటే దానికి కూడా మనకి దగ్గర పూర్తి ఆధారాలు అయితే లేవు అయితే పేతురు ఏ విధంగా రోమాపట్నానికి చేరుకున్నాడు అని అంటే వేద పండితులు చెప్పేది ఈ అపసునుడి పౌలు ఈ పేతురుని ఆహ్వానించి తన పిలుపునందుకున్నటువంటి పేతురు రామాపట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవుల మధ్య పరిచర్ చేయాలన్నటువంటి తాత్పర్యము కలిగినటువంటి వాడై పౌలు పిలుపునందుకుని తాను రామాపట్టణానికి చేరుకున్నట్లుగా సంఘము విశ్వసిస్తూ ఉంది అలాగే ఈ అపోస్తుడైన పౌలు కూడా ఎరుషులేము పట్టణంలోనే అధికారుల చేత అరెస్ట్ చేయబడతాడు అనేది మనకు తెలుసు అలాగా తాను చక్రవర్తికి విన్నపము చేసుకుని తర్వాత ఆ విన్నపమును బట్టి పౌలు రోమ పట్టణానికి సుమారు యాభై తొమ్మిది అరవై సంవత్సరాల్లో రోమ పట్టణము చేరుకుంటున్నట్లుగా మనం చూస్తాం ఆ కాలం అనేది రోమ ప్రభుత్వంలో నీరో చక్రవర్తి యొక్క పరిపాలన కాలము ఆ నీరో చక్రవర్తి క్రింద ఈ నుండి పౌలు సుమారు రెండు సంవత్సరాలు అతని నీరో యొక్క కస్టడీలో ఉన్నాడు అని చరిత్ర నేర్పిస్తూ ఉంది అయితే అతడు కస్టడీలో ఉన్నప్పటికీ లేకపోతే చ బందీగా ఉన్నప్పటికీ కూడా తనకి ఇవ్వబడినటువంటి ఒక అవకాశం లేకపోతే ఒక భాగ్యం ఏమిటి అని అంటే విజిటర్స్ని అతిథుల్ని కలవగలటానికి వారితో మాట్లాడగలిగేటువంటి ఒక చిన్న స్వాతంత్ర్యము స్వేచ్ఛ ఉన్నటువంటి పౌలుకి ఇవ్వబడింది ఆ తర్వాత పౌలు అక్కడి నుంచి స్పెయిన్కి ప్రయాణం చేశాడని ఆ తర్వాత అక్కడ నుంచి ఆసియా మైనర్కి వచ్చి ఆసియాలో ఉన్నటువంటి సంఘాలని కలిశాడని చరిత్ర నేర్పిస్తుంది ఆ తర్వాత ఏదో సందర్భంలో తాను మరలా క్రైస్తవుల మీద ఎప్పుడైతే నాశనాలు అధికమయ్యిందో క్రైస్తవుల మీద విశ్వాసుల మీద ఎప్పుడైతే హింసలు బాగా ప్రతికూలమైనయో అప్పుడు ఈ అపోస్తుడు పౌలు కూడా మరలా అరెస్ట్ చేయబడినట్లుగా చరిత్ర నేర్పిస్తుంది అయితే అతడు అతని యొక్క మరణం యొక్క తేదీలు మనం ఏమి కరెక్ట్గా చెప్పలేము కానీ సుమారు అరవై ఐదు నుంచి అరవై ఎనిమిది క్రీస్తు శకం ఈ మధ్యలో ఉండి ఉండవచ్చు అనేది చరిత్రకారులు యొక్క అభిప్రాయం మనకు తెలుసు ఈ ఇరువురు అపోస్తులను కూడా పత్రికలు రాసినటువంటి అపోస్తులు పేతృని చూస్తే పేతురు తన మొదటి పత్రికలో మనం చూస్తే ఏ విధంగా తాను శ్రమలు అనుభవించాడో అధికారుల చేత కానీ ఏ విధంగా తాను శోధనలు ఎదుర్కొన్నాడో తన మొదటి పత్రికలో తాను జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తాం ఇటువంటి అల్పకాలమైనటువంటి శ్రమల నుంచి వచ్చి విశ్వాసంలో నుండి వెడలిపోవద్దని ఆ అపోస్తుడు పేతురు తన పత్రికల ద్వారా మనకి ఒక ధైర్యాన్ని ఇస్తున్నట్లుగా మనం ఆ పత్రికల్లో నేర్చుకుంటాం ఆ విధంగా పేతృ యొక్క పత్రికలు రాయడంలో ఉపయోగపడిన మరొక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు అనంటే మార్కు తన పత్రికలు రాసి పెట్టడం అలాగే తన పరిచర్లో ఒక జత పనివాడుగా పేదలతో పాటు ఉండడం అనేది చాలా ఆశీర్వాదకరమైనటువంటి విషయం అయితే నీరో యొక్క శ్రమ పెట్టబడటం క్రైస్తవుని హింసించడం ఇది బాగా విపరీతమైనటువంటి స్థాయికి పెరిగినప్పుడు పేతురు ఏం చేయబడ్డాడంటే ఈ క్రీస్తు కొరకు హతసాక్షిగా మార్చబడినట్లుగా చూస్తూ ఉన్నాం పేతురు అరెస్ట్ చేయబడతాడు తర్వాత సిలువ వేయబడతాడు అయితే దాని వెనకాల ప్రధానమైనటువంటి కారణము తాను విశ్వాసిగా లేకపోతే క్రీస్తు కొరకు జీవించింది అయినప్పటికీ అనేకమైనటువంటి కారణాలు తన మీద నిందలు తన మీద మోపి తనను అరెస్ట్ చేస్తారు అలాగే సిలువ వేస్తారు అయితే అపోక్రఫిల్ బుక్లో చెప్తున్నటువంటి పుస్తకాల్లో ఆ గ్రంథాల్లో చెప్తున్నటువంటి మరొక లోతైనటువంటి విషయం ఏమిటి అని అంటే అపోస్తుల నుండి పేతురు తాను మరణించినప్పుడు లేకపోతే సిలువ వేసే సమయం ఆసన్నమైనప్పుడు సిలువను తలక్రందులుగా వేయాలి అని తాను అధికారులు కోరుకున్నట్టు తాను కోరుకున్న రీతిలోనే తలక్రందులుగా తనని సిలువ వేసినట్లుగా అపోక్రిఫ గ్రంథాలు మనకి నేర్పిస్తున్నాయి ఎందుకు తలక్రిందులుగా వేయమని పేతురు కోరుకున్నాడు అని ఆ గ్రంథాలు మనకు నేర్పిస్తాయి అంటే సిలువ క్రీస్తు ఏ విధంగా సిలువ వేయబడ్డాడో అదేవిధంగా నేను కూడా సిలువ వేయడ వేయబడటానికి నేను యోగ్యుడును కాను అని తనను తాను అక్కడ తగ్గించుకుంటూ ఏం చేస్తున్నాడంటే క్రీస్తులాగా సిలువ వేయడానికి నేను ఏమాత్రమో అర్హుడును కాను యోగ్యుడును కాను అని చెబుతూ తాను తన అధికారుల్ని తలక్రిందులుగా వేయండి సిలువ అని తాను కోరుకొని ఆ విధంగా సిలువ వేయబడినట్లుగా చరిత్ర అలాగే అపోక్రఫ గ్రంథాలు మనకి నేర్పిస్తూ ఉన్నాయి అయితే పారంపర్య విధానమును బట్టి చూస్తే ఈ అపోస్తుల నుండి పేతురు తర్వాత వ్యాటికన్ హిల్ లేకపోతే వ్యాటికన్ పర్వతం కొండ అనేటువంటి కొండ మీద తాను అక్కడ సమాధి చేయబడినట్లుగా సంఘ పారంపర్యం లేకపోతే చరిత్ర చెప్తుంది ఆ తర్వాత తన సమాధి యొద్ద అక్కడ ఒక పెద్ద ఒక మందిరం లాగా దేవాలయం లాగా కట్టినట్లుగా సంఘము చెప్తుంది ఆ కట్టబడినటువంటి దేవాలయాన్ని మరలా కొన్ని సంవత్సరాలకి పడగొట్టి బెసలిక అనేటువంటి పేరుతో మరొక దేవాలయాన్ని కట్టినట్లుగా అదే స్థానంలో చరిత్ర నేర్పిస్తుంది అయితే మరికొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత సుమారు పదహారవ శతాబ్ద కాలఘట్టంలో ఆ బెసలిక అనేటువంటి పేరు మీద ఉన్నటువంటి ఆ దేవాలయాన్ని కూడా పొడగొట్టి మరలా కొత్త దేవాలయాన్ని కట్టి న్యూ బెసిలికా క్రొత్త బెసిలికా అనేటువంటి పేరుతో సెయింట్ పీటర్స్ న్యూ బెసిలికా అంటే పరిశుద్ధుడైనటువంటి పేతురు యొక్క పేతురు మీద ఒక దేవాలయాన్ని కట్టినట్లుగా ఇప్పటికీ ఆ దేవాలయము ఆ పేరు మీదే పిలువబడుతున్నట్లుగా మనము మనకి చరిత్ర నేర్పిస్తుంది అది అపోసుల నుండి పేతురు యొక్క చాలా చాలా క్లుప్త చరిత్ర అపోస్టోలండ్ పౌలు విషయం మనం ఒకసారి వచ్చినట్లయితే తను అరెస్ట్ చేయబడిన తర్వాత తాను శోధంలోనికి ఆఖరి గడియల్లోనికి వెళుతుండగా తాను ఎప్పటికీ అనుకోలేదు మరలా నేను ఇందులో నుంచి బయటపడతానని అందుకని తాను తిమోతికి రాస్తూ అంటాడు ఇదిగో నా నా సమయము వచ్చింది అని చెప్తున్నాడు అలాగే ఇదిగో నా పరుగు పందెము నేను తుదముట్టించేశాను నా నేను ఆఖరి గడియల్లో ఉన్నానని తాను ఆఖరిగా తిమోతికి తన పత్రికను రాస్తూ తనెంతో తన జీవితాన్ని తన పరిచర్యను ఎలా ముగిస్తున్నాడో అనేది తన తిమోతితో పంచుకుంటున్నట్లుగా ఆ పత్రికల్లో మనం చూస్తాం అయితే అపస్తుడైనటువంటి పౌలను వారు రోమ ప్రభుత్వం వారు సిలువ వేయలేదు ఎందుకు అనంటే తాను ఒక రోమ పౌరసత్వాన్ని కలిగినటువంటి వాడు గనక రోమన్ సిటిజన్షిప్ని కలిగినటువంటి వాడు గనక తనకి సిలువ వేయలేదు కానీ చరిత్ర నేర్పించేది వేద పండితుల యొక్క ఆలోచన ఏమిటి అంటే అతన్ని శిరఛేదనం చేసినట్లుగా చెప్తూ ఉన్నారు అది కూడా రోమ పట్టణంలో చేయలేదు కానీ పట్టణానికి బయట ఆ సరిహద్దులు దాటినాక ఓస్టియా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళేటువంటి ఆ రోడ్డు మార్గంలో తనని ఆ శరచ్ఛేదనం చేసినట్లుగా చరిత్ర మనకు నేర్పిస్తుంది అయితే నాలుగవ శతాబ్దంలో ఉన్నటువంటి కాన్స్టాంటైన్ చక్రవర్తి గారు ఆ తన సమాధి స్థలంలో ఒక బెసిలికాని కట్టినట్లుగా నిర్మించినట్లుగా చరిత్ర చెప్తుంది అయితే తర్వాత అక్కడ ఒక మరల దేవాలయాన్ని నిర్మించి పరిశుద్ధ పౌలు యొక్క దేవాలయం అనేటువంటి పేరుతో ఇప్పటికీ పిలువబడుతున్నట్లుగా చరిత్ర నేర్పిస్తుంది అయితే చరిత్రలో చూసినట్లయితే నీరో చక్రవర్తి యొక్క మరణం వరకు కూడా సంఘము విపరీతమైనటువంటి నాశనాలు ఎదుర్కొంది అనేక మంది క్రైస్తవులు హతమార్చబడినట్లుగా చూస్తూ ఉంటా ఎప్పుడైతే తాను మరణించాడో ఇంకో ఆసక్తికరమైనటువంటి సంగతి ఏంటంటే తాను ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా చరిత్ర నేర్పిస్తుంది అట్లాంటి పరిస్థితులనికి తన నీరో యొక్క ఆఖరి గడియల్లో ఉన్నట్లుగా చరి చరిత్ర నేర్పిస్తుంది అయితే తాను మరణించినటువంటి పిదప దగ్గర దగ్గరగా సుమారు ముప్పై సంవత్సరాలు ఏ విధమైనటువంటి శోధనలు ఏ విధమైనటువంటి ప్రతికూలతలు ఏ విధమైనటువంటి శ్రమలు లేకుండా సంఘము సమాధానంగా ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు గడిచిన పిమ్మట డొమిషన్ అనేటువంటి మరొక చక్రవర్తి పరిపాలనలోనికి రావడం మరలా సంఘానికి ఇంకో మాటలో చెప్పాలి అంటే మహాశ్రమలు శ్రమల యొక్క రెండవ దశ ఏడి తొంభై ఐదు అంటే క్రీస్తు శకం తొంభై ఐదవ సంవత్సరం నుంచి ఈ డొమిషన్ అనేటువంటి చక్రవర్తి పరిపాలనలో సంఘానికి ఎదురైనట్లుగా మనము చూస్తాం అయితే చాలా క్లుప్తపరిచి ముగింపులోనికి నేను నా మాటలు తీసుకొస్తున్నప్పుడు వీరి ఇరువురి యొక్క ఈ హతసాక్షులుగా మార్చబడినటువంటి ఈ సాక్ష్యం మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ కూడా అదొక గొప్ప గొప్ప సాక్ష్యంగా నిలిచినట్లుగా చరిత్ర నేర్పిస్తుంది ఆనాడే కాదు ఈనాడు కూడా అపోస్తలు అని పిలువబడుతున్న వారిలో వీరిరువురి యొక్క మరణము హతసాక్షిగా మార్చబడడం అనేది చాలా చాలా ఒక గొప్ప సాక్ష్య జీవితంగా మనకి తమ జీవితాలు మనకు కనబడుతున్నాయి వారి హతసాక్ష్య జీవితమే ఈరోజు సంఘానికి పునాది వారు రోమ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులకి ఏ విధంగా ఒక ఒక ఒక ధైర్యాన్ని ఒక బలాన్ని వారి ఆ మరణం ద్వారా వారు అందించారో ఈనాటికి కూడా సంఘము ఫలభరితముగా ఎదగడానికి వర్ధిల్లడానికి ఇదిగో దేవునికి యోగ్యమైనదిగా యోగ్యమైనటువంటి ఒక సంఘముగా దేవునికి మహిమకరమైనటువంటి సంఘముగా సంఘము పునాదులతో పాటు ఉండడానికి గల కారణము వీ అపోస్తులైనటువంటి వీరిరువురు వేసినటువంటి పునాదే ఈవెన్ అందుకనే అపోస్తుల కార్యాల గ్రంథం మనం చూసినట్లయితే ఎంతోమంది అపోస్తులు ఉన్నప్పటికీ కూడా మరి ముఖ్యంగా ఈ అపోస్తులు ఇరువురు పేతురు పౌలు చేసినటువంటి గొప్ప కార్యాలు క్రీస్తు నామమున ఏ విధంగా గొప్ప గొప్ప కార్యాలు చేసి ఇదిగో ఆనాడు మొదటి శతాబ్దంలో క్రీస్తు కొరకు జీవించారు సంఘానికి ఒక పునాది అయ్యారో మనకి ఆ అపోస్తుల కార్యాల గ్రంథం మనకి నేర్పిస్తుంది అయితే వారు మొదటి శతాబ్దంలోనే జీవించినటువంటి వ్యక్తులే అయినప్పటికీ కూడా నేటికి కూడా రెండు వేల ఇరవై సంవత్సరాలు అవుతూ ఉన్నప్పటికీ కూడా ఈనాటికి వారి జీవితం మనకి ఒక మాదిరికరమైనదే వారి సాక్షి జీవితం వారి హతమార్చబడటమైనటువంటి వారి మరణ జీవితం వారి చావు ఈనాటికి సంఘానికి పునాదిగానే మిగిలిపోయింది ఆ పునాదిలే లేకపోతే ఈరోజు సంఘం ఈ విధంగా కట్టబడేదే కాదు కాబట్టి అటువంటి పునాదులను ఇచ్చినటువంటి ఆ దేవదేవునికి మహిమ కలుగునుగాక అని చెప్తూ నేను నా మాటలు ముగిస్తూ ఉన్నాను సో ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే దయచేసి మీ స్నేహితులకి మీ బంధువర్గానికి ఈ వీడియోలు షేర్ చేసి దేవుని విషయాలు సంఘం విషయాలు ప్రారంభ దశలో నుంచి ఏ విధంగా సంఘం మిషనరీలు దేవుని సేవ పరిచర్యలో వాడబడ్డారో విశ్వాస జీవితంలో తాము ఎలాగైతే తమ త్యాగ జీవితాన్ని చేసి చూపించారో ఏ విధంగా తాము హతసాక్షులుగా మార్చబడారో ఇటువంటివన్నీ వారు కూడా తెలుసుకొనగలుగుటకు తద్వారా వాళ్ళు కూడా ఒకవేళ విశ్వాసంలోనికి రాగలగడానికి ఆస్కారంగా ఈ వీడియోలో ఉండగలుగును గాక అని ప్రార్థిస్తూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను దేవుడు మీ అందరినీ దీవించునుగాక ఆమెన్